Hello everyone welcome to Achievers Academy friends ఈరోజు మనం ఆగస్ట్ నెలలో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చేసేద్దాం ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్గా చేద్దామనేసి నిర్ణయం తీసుకున్నారన్న విషయం మనకి న్యూస్లో నిలిచింది కాబట్టి దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం so by twenty twenty seven Andhra Pradesh should be made plastic free state ఈ స్టేట్మెంట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఈ స్టేట్మెంట్ అండి మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీకు ఎన్వైరన్మెంట్కి సంబంధించి ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి వచ్చిన ప్రతి చోట మీ ఎస్సేలో సైతం మీరు దీన్ని రాసుకోవచ్చు అనమాట అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు కల్లా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ అవ్వాలనుకుంటుంది కాబట్టి ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొస్తే బాగుంటుంది అన్న పాయింట్స్ని మీరు రాసుకోగలరు అలానే కాకుండా ఇదే రోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ తీసుకున్నారండి పూర్తి ఆంధ్రప్రదేశ్ మొత్తం పైన ప్లాస్టిక్ ఫ్లెక్సీలు అనేటివి ఏంటండి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఫ్లెక్సీస్ అనేటివి బ్యాన్ చేయడం జరిగింది banned plastic flexes were banned all over the state అంటే కేవలం క్లాత్తో తయారు చేసినటువంటి ఫ్లెక్సీలను మాత్రమే ఉపయోగించాలి పబ్లిసిటీకి కానీ దేనికైనా కానీ అని చెప్పేసి నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి అలానే మరి ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ని చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక సంస్థతో టైఅప్ అయ్యారండి ఆ సంస్థ పేరు ఏంటి అంటే పార్లే ఫర్ ద ఓషియన్స్ అనే సంస్థతో ఎంఓ కుదుర్చుకుంది so that the state can be made plastic free ఎవరితో అండి పార్లే ఫర్ ద ఓషియన్స్ అనే సంస్థ ఈ పార్లే ఫర్ ద ఓషియన్స్ అనే సంస్థ global alliance for sustainable planet అనే ఒక సంస్థలో మెంబర్ కూడా అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో మీరు కరెంట్ అఫైర్స్ కనుక గమనించినట్టయితే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇదే ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ కొరకు అంటే ప్రపంచంలోనే అతిపెద్ద plastic cleaning programme world's biggest world's largest beach cleaning programme ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువుల్ని బీచ్ల్లో నుంచి తీసేందుకు గాను మన ఆంధ్రప్రదేశ్ వారు ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నారండి దట్ హ్యాపెండ్ అది ఏ బీచ్లో జరిగింది అంటే గోకుల్ బీచ్ నుంచి మొదలుకొని భీమిలీ బీచ్ వరకు కూడా దాదాపు ఇరవై రెండు వేల పార్టిసిపెంట్స్తో దాదాపు ఇరు డెబ్బై ఆరు టన్నుల ప్లాస్టిక్ని కలెక్ట్ చేయడం జరిగిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి world's largest beach cleaning programme ఎక్కడ జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లోని గోకుల్ నుంచి భీమిలీ బీచ్ మధ్యలో దాదాపు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల స్ట్రెచ్ పొడవునా డెబ్బై ఆరు టన్నుల ప్లాస్టిక్ని వీళ్ళు కలెక్ట్ చేశారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి వెరీ ఇంపార్టెంట్ ఫైనల్లీ ఎండ్ చేసే ముందు ఒకసారి పాయింట్స్ రాసుకోవాలి ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు కల్లా plastic free status plastic free status world's biggest plastic programme ఎక్కడ జరిగింది ఆంధ్రప్రదేశ్లో గోకుల్ బీచ్ నుంచి గోకుల్ బీచ్ నుంచి మొదలుకొని మనము భీమిలీ బీచ్ వరకు కూడా చేశాము భీమిలీ దాదాపు డెబ్బై ఆరు టన్నులు ఈ పాయింట్స్ కనుక మీరు కనుక మీ మెయిన్స్ ఆన్సర్లో రాస్తే you will fetch wonderful marks ఎవరితో ఎంఓయూ చేసుకున్నారండి ప్లాస్టిక్ ఫ్రీ స్టేటస్ కోసం Parley company Parley Parley okay Parley for oceans అనే కంపెనీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి ఆంధ్రప్రదేశ్ మనకందరికీ తెలుసండి మన భారతదేశంలోనే రెండవ అతిపెద్ద కోస్ట్ లైన్ ఉన్నటువంటి రాష్ట్రం second coastline second largest coastline ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి పార్లమెంట్లో అడిగినటువంటి ఒక క్వశ్చన్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పూర్తి కోస్ట్ లైన్లో ఎంత శాతం కోస్ట్ లైన్ అనేది ఎరోషన్కి గురవుతుంది ఎరోషన్కి గురవుతుంది అన్న క్వశ్చన్ పైన వచ్చిన ఆన్సరే ఇదండి national centre for ocean and information services ప్రకారం ఏంటండి Indian national centre for ocean information services ప్రకారం పూర్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై శాతం కోస్ట్ లైన్ వచ్చేసి సాయిల్ ఎరోషన్కి గురవుతుందని చెప్పేసి యూనియన్ మినిస్టర్ గారు ఆన్సర్ ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి మరి పర్సంటేజెస్ పరంగా చూసినట్టయితే దాదాపు నలభై మూడు పాయింట్ మూడు ఐదు పర్సెంట్ ఏదైతుందో కోస్ట్ లైన్లో ఆ కోస్ట్ లైన్ వచ్చేసి లెస్ ప్రోన్ అంటే కొద్దిగా తక్కువగా ప్రోన్ అయి ఉంది కానీ thirty three point two seven percent వచ్చేసి moderately prone moderately prone point five five percent వచ్చేసి సివియర్లీ ప్రోన్ అంటే ఈ రెడ్ కలర్ చూస్తున్నారు కదా ఈ ప్రాంతాల్లో సాయిల్ ఎరోషన్ అనేది అత్యధిక మొత్తంలో ఉందన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలన్నమాట ఓకే సో అలానే కాకుండా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దాదాపు ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్ రూపీస్ అనేది స్టేట్కి అలాట్ చేశారండి నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ కొరకు అనదర్ థౌజండ్ రూపీస్ వచ్చేసి నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ కొరకు ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ వచ్చేసి కోస్ట్ లైన్ని ప్రొటెక్షన్ చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నట్టుగా చెప్పడం జరిగిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి okay so apart from that important points you can write this point in the ఎన్వైరన్మెంట్కి సంబంధించి అలానే మీరు జాగ్రఫీకి సంబంధించి కూడా మీరు ఇక్కడ రాసుకోవాలి around two ninety kilometres of nine seventy kilometre coastline ఏదైతే ఉందో రాష్ట్రానికి మొత్తం కూడా థ్రెట్లో ఉంది సీ ఎరోషన్కి అంటే మనకి వేవ్స్ వల్ల టైడ్స్ వల్ల ఈ ప్రాంతం అనేది ఎరోషన్కి గురవుతుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి నెక్స్ట్ అండి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి ఫస్ట్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ఏ కంపెనీ పెట్టింది అంటే ఫ్లిప్కార్ట్ అనే సంస్థ తన యొక్క ఫస్ట్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పెట్టడం జరిగిందండి మరి ఫుల్ఫిల్మెంట్ ఫెసిలిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా ముఖ్యంగా మనందరికీ తెలుసు అమెజాన్ వచ్చేసి ఒక ఈ కామర్స్ కంపెనీ ఏంటండి ఈ కామర్స్ కంపెనీ బిజినెస్లోని customers business to customer customer to customer business to business వంటి ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ చేసేటటువంటి కంపెనీ ముఖ్యంగా ఇందులో బిజినెస్ టు కస్టమర్ అంటే మ్యానుఫ్యాక్చర్డ్ దారి నుంచి ఒక కస్టమర్కి ఒక సరుకుని అందజేయడంలో ఫ్లిప్కార్ట్ యొక్క పాత్ర ఎంతగానో ఉంది అయితే ఈ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ అనేటివి ఏంటంటే అండి సింపుల్గా చెప్పాలి అంటే మీకు గోడౌన్లా గోడౌన్స్ గోడౌన్స్లో పనిచేస్తాయి అనమాట అంటే ఇవన్నీ కూడా స్టోర్ హౌజెస్ అనమాట ఫుల్ఫిల్మెంట్ స్టేజెస్ అంటే స్టోర్ హౌజెస్ అంటే ఒక వస్తువు ఇక్కడ నుంచి ప్యాక్ అయిపోయి డైరెక్ట్గా ఒక కస్టమర్కి స్పీడ్గా డెలివరీ వచ్చేందుకు గాను ఈ యొక్క ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ అనేటివి పనిచేస్తూ ఉంటాయి ఈ యొక్క ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడం వల్ల దాదాపు నాలుగు వందల పిన్ కోడ్లని సర్వీస్ చేయగలుగుతుంది పిన్ కోడ్స్ని స్పీడ్గా సర్వీస్ చేసే కెపాసిటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి దక్కింది దాంతోపాటు ఈ ఫుల్ఫిల్మెంట్ ఫెసిలిటీ దాదాపు వెయ్యి మందికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ని కూడా కలిగిస్తాయన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి ఇది కేవలం ఆంధ్రప్రదేశే కాదండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ అయినటువంటి యానంని సైతం ఇది ఫుల్ఫిల్ చేస్తుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి మరి దీనివల్ల లాభాలు ఏంటివో కూడా మీరు తెలుసుకోవాలి కదా ఫస్ట్ లాభం వచ్చేసి ఎస్ఎంఈస్ అండి స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఎంటర్ప్రైజెస్కి ఎవరికి small and medium business small and medium business enterprises అంటే చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారిని లింక్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా ఒక డయాగ్రామ్ తీస్తా ఇది వచ్చేసి సింపుల్ స్మాల్ బిజినెస్ పర్సన్ అండి వీరి దగ్గర ముడి పదార్థాలు ఉంటాయి అది ఒక పైపు బిజినెస్ కావచ్చు స్పేర్ పార్ట్స్ బిజినెస్ కావచ్చు ఏదైనా కావచ్చు వీరు ఈ యొక్క ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ఇది పెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ఫ్లిప్కార్ట్ వాళ్ళది దీనితో అను అనుసంధానం పొందుతారు తద్వారా వీరి యొక్క షాప్ని ఫ్లిప్కార్ట్ వారు ఆన్లైన్లో ఆన్లైన్లో చూపిస్తారనమాట సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కస్టమర్ ఉంటారు కస్టమర్స్ వచ్చేసి ఎక్కడికైనా స్ప్రెడ్ అయిపోయి ఉండొచ్చు ఓకే సో ఈ యొక్క సెల్లర్ దగ్గర నుంచి ఫ్లిప్కార్ట్ వచ్చేసి ఆ యొక్క సరుకుని తీసుకొని వెంటనే ఈ కస్టమర్కి అందజేయడంలో ఈ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి కాబట్టి స్మాల్ అండ్ మీడియం బిజినెస్ వారికి లాభదాయకం అలానే రైతులకు కూడా ఇది ఎంతగానో బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఒక రైతు see even farmers benefit from this ఎలా అంటే రైతు తన ధాన్యాన్ని పండిస్తాడు సింపుల్గా ఇది కూడా ఒక డయాగ్రామ్ రూపంలో పెట్టుకోవాలంటే రైతు ధాన్యం పండించాడు రైతు ధాన్యం పండించాడు ఆ ధాన్యం రైతు దగ్గర ఉంది ఆ రైతు దాన్ని ఫ్లిప్కార్ట్ వారి సహాయంతో తన యొక్క ఆన్లైన్ పోర్టల్లో అంటే ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో దాన్ని పెట్టినప్పుడు ఒక కస్టమర్ డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి ఆ యొక్క రైతు చేసినటువంటి పంటని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఫార్మర్స్ మరియు స్మాల్ బిజినెస్ కంపెనీస్ ఇద్దరూ కూడా దీనివల్ల లాభపడతారన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి ఎకనామీకి సంబంధించి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్లో ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్కి గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం వలన ఫార్మర్స్కి మరియు ఎస్ఎంబీస్కి లాభపడుతున్నాయి అన్న విషయాన్ని మీరు రాయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది దిస్ సెంటర్ ఈ యొక్క ఫుల్ఫిల్మెంట్ సెంటర్ వచ్చేసండి జాగ్రఫికల్గా కాకినాడ మండపేట ప పాలకొల్లు ఆ తర్వాత రాజమండ్రి విశాఖపట్నం విజయవాడ వంటి ప్రాంతాల్ని ఇది పూర్తిగా సర్వీస్ చేయగలుగుతుందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అండి ఆంధ్రప్రదేశ్లో చాలా ఇండస్ట్రీస్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి చాలా ఇండస్ట్రీస్ వాటి యొక్క కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నాయి అందులో భాగంగానే ఏటీజీ టైర్ గ్రూప్ ఏటీజీ అంటే అలియన్స్ టైర్ గ్రూప్ అనే ఒక టైర్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ తన యొక్క టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అదే కాకుండా లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కూడా ఆంధ్రప్రదేశ్లోని అచ్యుతాపురంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి దాన్ని లాంచ్ చేసేందుకు గాను మన చీఫ్ మినిస్టర్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా ఒక క్వశ్చన్ కూడా అడగొచ్చండి ఏటీజీ అనే ఈ కంపెనీ ఏ దేశానికి చెందింది అంటే ఈ ఏటీజీ అనే కంపెనీ హోమా యోకా యోకోహామా అనే ఒక పెద్ద కంపెనీ యొక్క సబ్సిడరీ అండి ఈ యోకాహామా అనే కంపెనీ జపాన్కి చెందినటువంటి ఒక కంపెనీ అనమాట జపాన్కి చెందినటువంటి ఒక కంపెనీ దాదాపు వంద ఎకరాలలో విస్తరించినటువంటి ఈ ఏటీజీ టైర్ కంపెనీ దీనికి ఎస్టిమేటెడ్గా పదిహేను వందల కోట్ల రూపాయల వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు తద్వారా రెండు వేల మంది లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ కలుగుతుందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి very important ATG tyre group ఎవరి కింద ఉంటుందండి Yokohama group that is under Japan Japan దేశంలో ఉన్నటువంటి యోకాహామా అనే కంపెనీకి చెందినటువంటి ప్లాంట్ ఎక్కడ పెట్టాము అచ్యుతాపురంలో పెట్టామన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి so next important current affair ఏంటంటే అండి Andhra Pradesh ranks second in the health insurance coverage sustainable development goals twenty twenty two ప్రాసెస్లో ఏదైతే సర్వే చేశామో భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ కలిగినటువంటి రాష్ట్రంగా రాజస్థాన్ రాష్ట్రం నిలిస్తే దాదాపు ఎనభై ఏడు పాయింట్ తొంభై నాలుగు శాతం మందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే దీంట్లో సెకండ్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ నిలిచిందండి ఆంధ్రప్రదేశ్ యొక్క పూర్తి హౌస్ హోల్డ్స్లో ఎనభై పాయింట్ రెండు శాతం హౌస్ హోల్డ్స్కి ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వర్తింపు చేస్తుందన్న విషయాన్ని మీరు గమనించాలి ఎందుకంటే అండి మనం గనక పూర్వం చూసినట్టయితే ప్రీవియస్లీ వెన్ యు సీ మనకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ రాకముందు రెండు వేల పదహారు సమయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తక్కువగా ఉండేదండి పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇప్పుడు అది ఎనభై శాతానికి చేరింది దాదాపు ఒక కోటి నలభై ఒక లక్షల ఫ్యామిలీస్కి ఈ యొక్క వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే పథకం అమలవుతుందన్న విషయాన్ని మీరు గమనించాలి ఎందుకంటే దీని యొక్క ఇన్కమ్ స్టేటస్ అంటే ఫైవ్ ల్యాక్స్ ఎబోవ్ ఉన్న వారిని కూడా ఇంక్రీజ్డ్ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ఇన్కమ్ ఉన్న వారిని ఇందులో ఇంక్లూడ్ చేయడం వలన ఈవెన్ మిడిల్ క్లాస్ని సైతం ఇది ట్యాకిల్ చేస్తుంది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద థౌజండ్ రూపీస్ కనుక దాటిందంటే మీ యొక్క బిల్ వచ్చేసి థౌజండ్ రూపీస్ దాటిందంటే వెంటనే ఈ యొక్క వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేది మీకు వర్తింపజేస్తుందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి so today the percentage of population having insurance in Andhra Pradesh is eighty point two percent very very important eighty point two percent of the population ఉంది రెండు వేల పదిహేను పదహారు సమయంలో కేవలం డెబ్బై నాలుగు పాయింట్ ఆరు ఆ తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఎనభై పాయింట్ రెండు అలానే ఇంకొద్ది ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మీరు చూసుకోవాలనుకుంటే మన భారతదేశంలోనే అతి తక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే అది మణిపూర్ రాష్ట్రం అండి కేవలం పదహారు పాయింట్ నాలుగు ఆ తర్వాత బీహార్ అతి తక్కువ సెకండ్ పొజిషన్లో లాస్ట్ నుంచి సెవెంటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అలానే నాగాల్యాండ్ ట్వంటీ టూ పర్సెంట్ మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో అరవై తొమ్మిది పాయింట్ రెండు శాతం మాత్రమే హెల్త్ కవరేజ్ ఉంది సో ఈ యొక్క టాపిక్ని నేను ఎండ్ చేసే ముందు అంటే ఈ కరెంట్ అఫైర్ని ఎండ్ చేసే ముందు I would all request you to learn the six seventeen SDGs అనమాట పదిహేడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మీరు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి so let see what are all the sixteen sustainable development goals so first sustainable development goal ఏంటి that is no poverty first ఏంటండి no poverty next zero hunger good health and well being quality education gender equality next వచ్చేసండి క్లీన్ వాటర్ క్లీన్ వాటర్ వస్తుంది మీకు clean water and sanitation it is clean water and sanitation next వచ్చేసి affordable energy okay affordable clean energy decent work and economic growth industry infrastructure ఆ తర్వాత reduced inequalities Sustainable cities and communities responsible consumption and production climate action, life on life below water, life on land, justice, peace, and strong institutions, partnership for goals. So ఈ పదిహేడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని గుర్తుపెట్టుకోవాలి దే ఎన్రిచ్ యువర్ ఆన్సర్ అలానే మీరు ఎస్ఏ రాయడంలో కానివ్వండి అలానే మీరు ప్రిలిమినరీ క్వశ్చన్స్లో కూడా డైరెక్ట్గా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ ఇచ్చి అది ఏంటి అని అడిగే అవకాశాలు ఉంటాయి I request you all to learn sustainable development goals which are seventeen in number so next important current affair ఏంటి అంటే అండి జగనన్న తోడు స్కీమ్ కూడా న్యూస్లో ఉందండి జగనన్న తోడు స్కీమ్ వచ్చేసి చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో అంటే ఇలా తోపుడు బండ్లపైన పండ్లు అమ్ముకునేవారు కానివ్వండి వెజిటేబుల్స్ అమ్ముకునేవారు కానివ్వండి ఓకే లేదా తన తలపైన పెట్టుకుని బుట్టల్లో ఇలా పానీపూరి బండ్ల వంటి హాకర్ సెల్లింగ్ వెజిటేబుల్స్ వెండర్స్ అలానే ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా కోవిడ్ టైంలో ఏంటండి కోవిడ్ నైన్టీన్ టైంలో మనం ఎంతగానో ఇబ్బందులు పడ్డామండి ఎకనామీ పరంగా అలాంటి టైంలో ముఖ్యంగా ఇలాంటి స్ట్రీట్ వెండర్స్ కూడా వారి యొక్క ఫినాన్షియల్ బర్డెన్ అనేది ఎక్కువ అయింది ఫినాన్షియల్ హార్డ్షిప్స్ అనేటివి ఎక్కువ అయిపోయాయి సో వాటి నుంచి వారు తేరుకునేంత వరకు కూడా జగనన్న తోడు స్కీమ్ కింద వారికి పదివేల రూపాయల వరకు కూడా టెన్ థౌజండ్ రూపీస్కి మనం ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తామన్నమాట ఏంటండి వడ్డీ లేకుండా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తాము so this is similar to central గవర్నమెంట్లో ఇదే స్కీమ్ ఉంటుందండి దాని పేరు వచ్చేసి PM Swamitva Swamitva street vendor program అనమాట సో ఇలా స్ట్రీట్ వెండార్స్కి మనం ఎంత ఇస్తున్నామండి జగనన్న తోడు కింద ten thousand rupees interest free installment రూపాన వారు కట్టేసుకోవచ్చు కట్టిన తర్వాత వారికి మళ్ళీ లోన్కి ఎలిజిబుల్ అవుతారన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పూర్తి స్కీమ్లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆర్టిషియన్స్ ఎంగేజ్ ఇన్ హ్యాండిక్రాఫ్ట్స్ ఏంటండి బొమ్మలు తయారు చేయడంలో కానివ్వండి చెక్క బొమ్మలా లేకుంటే మట్టి బొమ్మల ఇలాంటి వారు కూడా ఈ యొక్క స్కీమ్ కింద వస్తారన్న విషయాన్ని దయచేసి నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ కూడా ఒకటి న్యూస్లో ఉండేయండి అది అదొచ్చేసి వైఎస్ఆర్ నేతన్న నేస్తం స్కీమ్ అండి ఒక అద్భుతమైన స్కీమ్ అండి హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ఉన్నవారికి హ్యాండ్లూమ్ వీవర్స్ ఎవరైతే నేతన్నలు ఉంటారో నేత కార్మికులు ఉంటారో వారికి సహాయపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తుందండి ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఇస్తుంది ఇది ఐదు సంవత్సరాల వరకు వర్తిస్తుంది అండి ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్క నేతన్నకి లక్ష ఇరవై వేల రూపాయల ప్రోత్సాహం వచ్చే విధంగా ప్రభుత్వం వారు తీసుకొచ్చినటువంటి ఒక స్కీమే వైఎస్ఆర్ నేతన్న స్కీమ్ ఈ యొక్క డబ్బు డైరెక్ట్గా నేతన్నల అకౌంట్లో పడుతుందండి ఇరవై నాలుగు వేల రూపాయలు సంవత్సరంకి ఒకసారి ఇది పడిన తర్వాత వారి దాన్ని వారి యొక్క హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ని చేతి వృత్తుల ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు ఓకే ఇది కేవలం ఒక్క ఫ్యామిలీకి ఒక్కటే వస్తుందండి వన్ ఫ్యామిలీ ఒక్క ఫ్యామిలీకి ఒక్కరికే వర్తింపజేస్తుంది వన్ పర్సన్ వారికి ఎన్ని హ్యాండ్లూమ్స్ అయినా ఉండనివ్వండి కేవలం ఒక్కరికే ఇస్తున్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ స్కీమ్ కింద దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వం వారు నిధులు ఇవ్వడం జరిగింది రీసెంట్లీ దీని యొక్క ట్రాన్స్ ఒక వర్ష ఒక కొంత డబ్బుని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాదాపుగా ఈ యొక్క గడిచిన మూడు సంవత్సరాల్లో దాదాపు డెబ్బై రెండు వేల మంది నేతన్నలకి ఈ యొక్క స్కీమ్ వర్తించింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి very very important scheme very important scheme ఇందులో ఎలిజిబిలిటీ కూడా కొంత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ స్కీమ్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లోనే డైరెక్ట్గా డబ్బులు పడడం ప్రతి సంవత్సరం అలానే ఒకటి పాయింట్ రెండు లక్షల రూపాయల వరకు బెనిఫిషియరీ పొందవచ్చు మీరు ఐదు సంవత్సరాల కాలంలో మరి ఎలిజిబిలిటీ కనుక చూసినట్టయితే ప్రతి నేతన్న ఎవరైతే ఈ స్కీమ్ అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా వారు ఖచ్చితంగా ఏంటంటే రిజిస్టర్ అయి ఉండాలి ఒక హ్యాండ్లూమ్ అసోసియేషన్లో వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి ఓకే వారు ఖచ్చితంగా నేతన్న కార్మికుడై ఉండాలి వారు ఖచ్చితంగా ఆ పని చేస్తూ ఉంటేనే ఈ యొక్క స్కీమ్ అనేది వారికి వర్తిస్తుంది one benefit for one weaver family ఒక్కొక్క నేతన్న కుటుంబం నుంచి ఒకరికి ఒక్కటే ఒక బెనిఫిట్ వస్తుంది వారికి ఎన్ని మెషిన్స్ ఉన్నప్పటికీ ఓకే ఇది కేవలం బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి నేతన్న కార్మికులకు మాత్రమే ఇది వర్తింపజేస్తుందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి below poverty line is very very important to note it down next అండి ఇది కొద్దిగా డిఫెన్స్ మరియు ఆంధ్రప్రదేశ్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి అదేంటి అంటే భారతదేశపు మొట్టమొదటి నావల్ షూటింగ్ రేంజ్ వచ్చేసి మనకు అందరికీ తెలుసు నావీకి భారతదేశం నావీ యొక్క eastern naval command eastern naval command ఎక్కడుంది అంటే మన ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఉంది ఇదే వైజాగ్లో ఐఎన్ఎస్ కార్నాలో ఐఎన్ఎస్ కార్నాలో నావీకి చెందినటువంటి మొట్టమొదటి నావల్ షూటింగ్ రేంజ్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగిందండి అత్యాధునిక టెక్నాలజీతో నావీలో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్కి సైతం ఇలా గన్నును వాడడం నేర్పించేందుకు గాను ఈ యొక్క ఫెసిలిటీని మనం ఎస్టాబ్లిష్ చేశాం most modern electronic based naval shooting range అండి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశామంటే INS Karna INS Indian naval ship Karna అది వైజాగ్లో ఉంటుందన్నమాట ఇదే ఐఎన్ఎస్ కార్నలో మేజర్ మెరైన్ కమాండోస్ మార్కోస్ అని పిలుస్తూ ఉంటాం ఇలీట్ ఫోర్స్ అండి నావీకి సంబంధించి మెరైన్ కమాండోస్ని వారిని ఇక్కడనే ట్రైన్ చేస్తామండి very very important so let see more about that okay so note that భారతదేశం నావీ యొక్క ఫస్ట్ నావల్ షూటింగ్ రేంజ్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసాం వైజాగ్లో ఎస్టాబ్లిష్ చేసాం దీన్ని మనం INS Karna composite indoor shooting range అండి ఇది భారతదేశపు మొట్టమొదటి composite indoor shooting range okay ఆ తర్వాత దీంట్లో అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఉన్నాయి మొత్తం కూడా ఫైర్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసేందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఐఎన్ఎస్ కార్నా గురించి కొద్దిగా తెలుసుకోవాలంటే ఇది ఇండియన్ నావల్ షిప్ కార్నాగా పిలుస్తాం ఇది స్పెషల్ ఫోర్స్ ఆపరేషన్గా పేరు పొంది ఆ తర్వాత పేరు మార్చుకున్నటువంటి మెరైన్ కమాండోస్ని ట్రైన్ చేసేందుకు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి వారిని ఇక్కడ ట్రైన్ చేస్తూ వస్తున్నాం అదే ఇది విశాఖపట్నంలోనే ఎందుకంటే మన నేవీ యొక్క ఈస్టర్న్ కమాండ్ విశాఖపట్నంలో ఉంది కాబట్టి దీన్ని మనం నోట్ చేసుకోవాలి ఓకే సో ఇండియన్ నేవీ గురించి మాట్లాడాం కాబట్టి ఇండియన్ నేవీకి మూడు కమాండ్స్ ఉంటాయండి ఈ మూడు కమాండ్స్ ఏంటివేంటివి వెస్టర్న్ నావెల్ కమాండ్ ఇది ముంబైలో ఉంటుంది headquarters eastern naval command ఇది వచ్చేసి మన వైజాగ్ విశాఖపట్నంలో ఉంటుంది సదర్న్ నావెల్ కమాండ్ కొచ్చిలో ఉంటుంది ఈ మూడు మాత్రమే మన ఇండియన్ నేవీ యొక్క నావెల్ కమాండ్స్ దీంతో పాటు ఒక ట్రై కమాండ్ ఉంటుంది అంటే త్రివిధ దళాలు అన్నీ కూడా ఒకటే చోట ఉంటుంది అది ట్రై కమాండ్ ఎక్కడ అంటే అన్నమాన నికోబార్ కమాండ్ వచ్చేసి ట్రై కమాండ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి so last but not least current affair my friends అదే జగనన్న విద్యా దీవెన ఇటీవల కాలంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాపట్ల వెళ్ళినప్పుడు విద్యా దీవెన కింద దాదాపు ఆరు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలని విడుదల చేశారండి అందుకు గాను ఈ యొక్క విద్యా దీవెన స్కీమ్ వచ్చేసి న్యూస్లో ఉంది విద్యా దీవెన వచ్చేసి భారతదేశంలోనే ఒక అద్భుతమైన స్కీమ్ అండి దేంట్లో అయితే విద్యార్థులు ఎవరైతే ఉంటారో డిగ్రీ డిగ్రీ ఆ పైన చదివే వాళ్ళు విద్యార్థులు ఎవరు ఉంటారో వారి యొక్క పూర్తి fee complete fee reimbursement fee reimbursement వచ్చేసి వారి యొక్క మదర్ అకౌంట్లో తల్లుల అకౌంట్లో ఇది పడుతూ ఉంటుంది కాలేజీకి కాదండి డైరెక్ట్గా వాళ్ళ మదర్స్ అకౌంట్లో ఈ ఫీజు అనేది పడుతూ ఉంటుంది తద్వారా ఆ విద్యార్థి తన డబ్బును తీసుకెళ్ళి ఫీజు కట్టుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది సిరీస్ ఆఫ్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి సిరీస్ ఆఫ్ స్కీమ్స్ కనుక మీరు తెలుసుకున్నట్టయితే మీకు చాలా ఉపయోగపడుతుందండి ఫస్ట్ స్కీమ్ వచ్చేసి జగనన్న అమ్మఒడి జగనన్న అమ్మఒడి కింద ఇది ఎవరు బెనిఫిషరీస్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి మొదలుకొని ట్వెల్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి బీద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి యొక్క మదర్స్ అకౌంట్లో ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అనేది పడుతూ ఉంటుందండి ఓకే ఇది వచ్చేసి ఇన్స్టాల్మెంట్స్ పద్ధతిలో రెండు విభాగాల్లో ఇస్తూ ఉంటాం జనరలీ నెక్స్ట్ వచ్చేసి జగనన్న వసతి గృహం okay Vasathi Deevena this is like hostel facilities కూడా మీకు ప్రోత్సహించేందుకు గాను ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు మీకు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు okay even this will be disbursed in two installments ఎంత అండి రెండు ఇన్స్టాల్మెంట్స్లో అమ్మఒడి వచ్చేసి సింగిల్ ఇన్స్టాల్మెంట్లోనే ఇచ్చేస్తా నెక్స్ట్ జగనన్న విద్యా దీవెన ఇది వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ వారికి ఇస్తూ ఉంటామండి వెరీ ఇంపార్టెంట్ అమౌంట్ వచ్చేసి డైరెక్ట్గా మదర్స్ అకౌంట్లో పడుతుంది దీనికి సంబంధించి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఈవెన్ గవర్నమెంట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ని సైతం రిలీజ్ చేసింది టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి nineteen not two sometimes multiple క్వశ్చన్స్లో toll free number nineteen not two అని కూడా ఒక ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి I request you all to remember nineteen not two okay so apart from this Nadu Nedu అనే ప్రోగ్రామ్ కూడా ప్రభుత్వం స్టార్ట్ చేసిందండి to revive the government schools in the whole state very very important scheme okay ఈ యొక్క విద్యా దీవెన స్కీమ్ వల్ల విద్యా దీవెన స్కీమ్ వల్ల దాదాపు పద్నాలుగు లక్షల స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో దీనికి వారు బెనిఫిషరీస్గా ఉన్నారండి ఈవెన్ ఫోర్ ఇన్స్టాల్మెంట్స్లో దీన్ని పూర్తిగా ఇస్తూ ఉంటారు ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అన్ని విద్యా దీవెన ఫోర్ ఇన్స్టాల్మెంట్స్ ఇన్స్టాల్మెంట్స్ అంటే లక్ష రూపాయల ఫీజు ఉంటే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల చొప్పున నాలుగు ఇన్స్టాల్మెంట్స్లో మీకు ప్రభుత్వం అనేది తల్లుల అకౌంట్లో జమ చేస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎలిజిబిలిటీ మరి ఈ విద్యా దీవెన ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఉంటుందంటే SC ST backward class Kapu community minority క్లాసెస్కి అలానే ఎకనామికలీ బ్యాక్వర్డ్ అలానే డిఫరెన్షియలీ ఏబుల్డ్ కేటగిరీస్ వారికి ఇది ఎలిజిబుల్గా ఉంటారు ముఖ్యంగా ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి రెండు పాయింట్ ఐదు లక్షలకి తక్కువగా ఉండాలి income is less than two point five lakhs అది చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఎలిజిబుల్ అవ్వాలి అంటే అలానే రైతు ఎవరైనా ఉంటే పది ఎకరాల కంటే ఎక్కువగా వెట్ ల్యాండ్ అంటే తడి నేలలు లేదా కాలువలు పారే నేలల దగ్గర పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి లేదా డ్రై ల్యాండ్ అయినప్పుడైతే ఇరవై ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి ఇది ఎలిజిబుల్ అవుతారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి అలానే ఎటువంటి ఇన్కమ్ లిమిట్ అనేది కొద్దిమందికి ఇచ్చామండి వారు శానిటేషన్ వర్కర్స్ ట్యాక్సీ మరియు ఆటో నడిపేటటువంటి వారు వారి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది దీని యొక్క స్కీమ్ వల్ల అమ్మఒడి అనే స్కీమ్ వల్ల ఏ విద్య మనం పొందవచ్చు అంటే జగనన్న విద్యా దీవెన ఐఎమ్ సారీ జగనన్న విద్యా దీవెన కింద మనం ఏ ఎడ్యుకేషన్ని ఫ్రీగా పొందవచ్చు అంటే BTech B pharmacy M pharmacy M MBA MCA వంటి అన్ని విద్యల్ని మనం రియంబర్స్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇప్పటివరకు లెవెన్ ల్యాక్ బెనిఫిషరీస్ ఉంటే రాష్ట్రంలో దాంట్లో రెండు లక్షల మంది ఎస్సీలకి నలభై ఐదు వేల ఎస్టీలకి ఐదు లక్షల బీసీలకి మరియు ఒక లక్ష రెండు వేల కాపులకి ఈ బెనిఫిషరీ అనేది పొందడం జరిగిందన్న విషయాన్ని ఈ statistics are very important when you want to write a wonderful answer మంచి ఆన్సర్ రాయాలనుకుంటే ముఖ్యంగా ఎకనామిక్స్ లాంటి పేపర్లో try to write these points so friends I would like to end my class here I hope you are enjoying our classes